hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు మీరు ఏదైనా వెజిటేరియన్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు ఈ వీడియోలో గణపతి నవరాత్రుల యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రసాదమైన పోపు అలసందలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము వీటినే చాలామంది తెల్ల బొబ్బర్లను కూడా అంటారు ఈ అలసందలను వినాయకుడి నైవేద్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ప్రత్యేకించి నవరాత్రుల్లో పందిరి పూజలు చేస్తాం కదా అప్పుడు ప్రసాదంగా తప్పకుండా ఎక్కువ శాతం మంది తయారు చేస్తారు మరి ఈ ప్రసాదం తయారీ విధానాన్ని చూసేద్దాం మరి చూడండి ఇవే అలసందలు లేకపోతే తెల్లబొబ్బర్లు వీటిని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సుమారు ఒక ఐదు గంటల సేపు నానపెట్టాలి అప్పుడు ఈ విధంగా చక్కగా నానిపోతాయి పందిరి పూజలు సాయంత్రం చేస్తారు కాబట్టి ప్రొద్దున్నే నానపెట్టుకున్నట్లయితే కనుక మధ్యాహ్నానికి రెడీ అయిపోతాయి చక్కగా సాయంత్రం ప్రసాదం చేసి నివేదించవచ్చు అలాగే వినాయక చవితి రోజున సాయంత్రం నైవేద్యానికి అలసందలను ప్రసాదంగా చేస్తారు వీటిని ఈ విధంగా కుక్కర్లోకి వేసుకుని సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలాగే చిటికెడు ఉప్పు వేసుకుని మూత పెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి మూత తీసి చూద్దాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయో కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా చిల్లుల బుట్టలోకి పోసేసుకుందాం ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే కనుక అది కాస్త ఓడిపోతుంది ఇప్పుడు పోపు కోసమని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి అది కొద్దిగా వేడయ్యాక ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగాక మూడు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని ఉడకపెట్టినటువంటి అలసందలు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి పోపులో అలసందలు బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఉప్పు తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే ఉడకపెట్టేటప్పుడు ఆల్రెడీ వేసాం కదా అందుకని ఈ టైంలో వేసుకునేటప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకోండి ఈ విధంగా మూడు నిమిషాలు ఓపెన్గానే కుక్ చేసుకోవాలి మూత పెట్టకూడదు పెట్టినట్లయితే కనుక వాటర్ వచ్చేస్తుంది అందుకని ఇలాగే చేసుకోవాలి ఎందుకంటే ఈ పోపు అలసందలు డ్రైగానే ఉంటాయి కదా ఈ ప్రాసెస్ లో అలసందలే అవసరం లేదు శనగలు కూడా చేసుకోవచ్చు పోపు శనగల వీడియోని ఇంతకు ముందర చిరావురి వంటసాలు చూపించడం జరిగింది ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము క్లిక్ చేసుకుని చూడవచ్చు వినాయక చవితికి చేసుకునేటువంటి అనేక రకాల గణపతి ప్రసాదాలని రెండు ఛానల్స్ లోనూ మీకు అందుబాటులో ఉంచుతున్నాము ఒకవేళ అవి మిస్ అయినట్లయితే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింకులు అన్ని ఇవ్వడం జరుగుతుంది క్లిక్ చేసుకుని తెలుసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్ గా అలసందలు రెడీ అయిపోయాయి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో సులువుగా చేసుకునేటువంటి గణపతి ప్రసాదం పోపు అలసందలు నైవేద్యం కోసం తయారు మరి మీరు కూడా ఈ వినాయక చవితి రోజున అలాగే గణపతి నవరాత్రుల పూజలకు కూడా ఇలా చేసినటువంటి పోపు అలసందులు నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వెజిటేరియన్ రెసిపీస్ అలాగే గణపతి ప్రసాదాల కోసం మా Nandala sisters YouTube channel subscribe చేసుకోండి అలాగే మరెన్నో వినాయక చవితి ప్రసాదాల కోసం మా మరొక ఛానల్ చిరావురి వంటసాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ